zero zero three LP number రెండు బై ఇరవై మూడు ఇరవై రెండో నెల ఇరవై మూడులో అప్పుడు వీళ్ళతో పౌరాకోటాన్ని రాయించుకున్నారండి ఇరవై రెండు నెల ఇరవై మూడు మొన్న ఎవరు రాయించుకున్నారు కమిషనర్ మున్సిపల్ కమిషనర్ హుఈసి మున్సిపల్ కమిషన్ చెప్తే మనం లేఅవుట్ ట్రేడ్ అమ్మడం చూసామా భూములు క్రైలు క్రైలు ఉన్నారా ఇంకా ఓడాతో షేర్ చేసుకున్న రోజులు ఉన్నాయి అది గవర్నమెంట్ చేస్తుంది మరి జీవీఎంసీ కమిషన్కి దగ్గుబాటి సురేష్ గారు ఎలా ఇచ్చారని మార్టేజ్ నిన్న మొన్న తర్వాత ఒక ప్లాన్ లేఅవుట్ ఒక లేఅవుట్ కూడా సబ్మిట్ చేశారు జీవీఎంసీకి ఇక ఆ లేఅవుట్ రహస్యంగా ఉంచారు మేము కాపీ సంపాదించాం ఏంటి layout site for buildings site for land planning చూడండి రామాయణాలి స్టూడియో ఇచ్చింది చలనచిత్ర అభివృద్ధి కోసం మేమిస్తే మార్టేజ్ కమిషన్ పేరున మార్టేజ్ వేసుకొని బహుశా నాకు అనిపిస్తుంది నేను అందుకే ముందే చెప్తున్నాను నిన్న వెళ్తూ వెళ్తూ బహుశా ఈ కమిషన్ గారి ఈ లేఅవుట్ మీద సంతకం పెట్టుంటారని ఆశిస్తూ ఉన్నాం క్లియర్గా నాకు కొంచెం కళ్ళతో ప్రాబ్లం ఇష్టం ఇస్తానండి దగ్గర దగ్గర ముప్పై తొమ్మిది ప్లాన్లు అండి దాన్ని ఇచ్చారండి బ్రేకప్ ఇచ్చారండి ఇరవై తొమ్మిది ఏమా ఫ్లాట్స్ బిల్డింగ్స్ రెండు ఉంటాయండి రెండు ఉన్నాయి దీంట్లో విల్లాస్ ఉన్నాయి చిన్న అక్షరాలు పెట్టారు వాళ్ళు లేఅవుట్ ఎప్రూవ్డ్ సార్ నేను చూసి చదివి మీకు వినిపిస్తానమ్మా మొత్తం దీంట్లో కరెక్ట్ యాభై నాలుగు ఎకరాలంతా ఇచ్చారు పదిహేడు ఎకరాలు ఇప్పుడు GMC commission power of attorney ఈ లేఅవుట్లో దీనిలో క్లియర్ చిన్న అక్షరాలతో ఉంది నేను చదవలేకపోతున్నాను ఏమనుకోకండి site for housing site for layout అంటే ల్యాండ్ లేఅవుట్ ఇది ప్లానింగ్ సైట్ అండ్ సేల్ అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఇంత ఆదరబాదరాగా మీరు ఈ ఉత్తర్వులు ఇచ్చారు ఎందుకు పౌరా పట్టాన్ని సురేష్ బాబు ఎందుకు మున్సిపల్ కమిషనర్ పేరు రాశాడు ఎందుకు ఈ ప్లాన్ మీ కమిషనర్ పౌరా రెండో నెలలో మొన్న ఇది నాలుగో నెల రెండో నెలలో ఎలా మీరు ఫైనల్ లేఅవుట్ ఇచ్చారు ఫైనల్ ఎవరు దొరుకుతుంది మాకు దొరకకుండా చేశారు రాజబాబు అని కమిషనరు డేట్ కూడా చెప్పాను ఆ ప్రొసీడింగ్స్ నెంబర్ చెప్పాను నెల రెండు నెలల్లో స్టూడియో కానీ చంద్రబాబు గారు స్టూడియో ప్రమోషన్ ఇస్తే విశాఖపట్నం మొత్తం మీద అడుగుతున్నాం రాజబాబు గారిని తమరు లేఅవుట్ ఇచ్చారు కదా రెండు ఇరవై మూడున ఈ మున్సిపల్ కమిషనర్ గారు ఏ హక్కు ఉంది ఇక్కడ ఎవరైనా సైట్ వేస్తే అర్బన్ డెవలప్మెంట్ అయితే మన సీఎం ఆల్రెడీ వేయాలా పద్ధతి ఎప్పుడు స్వాతంత్రం వచ్చిన దగ్గర నుంచి నాకు తెలియక మున్సిపల్ కమిషనర్ ఎప్పుడు కూడా సైట్ల కోసం మార్టేజ్ చేసుకోడు మార్టేజ్ అది కూడా షేర్ కాదు కూడా ఉత్తమంగా చూసాం టెన్ ట్వంటీ నైన్టీ టెన్ హై చూసాం ఇది ఎంత మార్టేజే బలంతో లాక్కోవడం సరిపోకూడదండి ఇవ్వండి కాపిస్తున్నాం సార్ మధురవాడలో రిజిస్టర్ అయిన కాఫీ మీకు ఇస్తున్నామండి ఇప్పుడు మీకు మేము నేనేమున్నాండి ఒక నిమిషం నేను మీకు డేట్స్ అయితే ఇప్పుడు మార్టేజ్ రాశారు ఇప్పుడు డేట్ చెప్పేస్తామండి ఇంకా mortgage mortgage certificate of registration register document number ఇరవై ఎనిమిది డెబ్బై తొమ్మిది ఆఫ్ ఇరవై ఇరవై మూడు book number one assigned identification number eighty seven twenty per scanning register retiring registration officer Madhurawada పదో తేదీన పై రెడ్డి రెడ్డి చెప్తాను మీ డౌట్కి మీరు అడిగిన డౌట్కి in the favour of greater Visakha municipal corporation second party ought terms shall include the representative agent officer staff of GMC represent by commissioner P Rajababu మధువ డాక్యుమెంట్స్ మీకు ఇస్తుంది ఇప్పుడు ఎందుకు ఇచ్చారు అదే అంటాను ఇప్పుడు మరి ప్రశ్న అది నన్ను కాదు గవర్నమెంట్ అడగాలి మీరు ఎలా ఇచ్చాడు నేను పదో తేదీన మరి దానికి ముందు ఎందుకు లేఅవుట్ ఇది ఇచ్చింది నిన్న రిజిస్ట్రేషను పదిని ఇక్కడ ఇచ్చిన డాక్యుమెంట్ ఎంత లూఫోల్స్ ఉన్నాయంటే ఈ ఇచ్చిన రిజిస్ట్రార్ ఇచ్చిన డాక్యుమెంట్లో అది చేస్తాం చూడండి ఇందేది mortgage have been accepted the same the sanction of final layout plan file number ten zero eight six zero zero three by LP అంటే ఎల్పి ఇరవై జెడ్ రెండు ఇరవై మూడు బై ఆఫ్ జిఎంసి రెండో నెలలోనేమో ఫైనల్ లేఅవుట్ అగ్రిమెంట్ ఏంది అంటారు వాళ్ళు ఇచ్చిన దాంట్లో ఎవరో ది మేనేజింగ్ డైరెక్టర్ మార్టేజర్ చూడండి who is mortgager GMC commission కదా దీని ప్రక్క ఫస్ట్ పేజ్ ప్రక్కన కదా ఇచ్చింది ఎప్పుడు రెండు వేల ఇరవై మూడున మరి నిన్నెందుకు గాబర గాబర మొదలు వాళ్ళు ప్లాన్ ఎప్పుడు ఎప్పుడు రిజిస్టర్ చేసుకున్నారు ఏ అప్పటి నుంచి ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మార్టేజ్ నిన్న పదవ తేదీనంత గాబర ఎందుకు వచ్చింది అక్కడే ఉంది అంటే కమిషనర్ వెళ్ళిపోతున్నాడు ఆయనతో సంతకం పెట్టించాలా మరి మార్టేజ్ మీరు చెప్పాలా సమాజానికి ఇప్పుడు మంత్రులు చెప్పాలా మహా మేధావులు ఎవరు ఎందుకు ఎప్పుడైనా ఉందా ఒక డెవలప్మెంట్కి ఇచ్చిన వాళ్ళు తిరిగి సరెండర్ చేయొచ్చు లేదా గవర్నమెంట్కి వెళ్ళి అప్లై చేసుకోవచ్చు సార్ మేము ఫిల్మ్ ఇండస్ట్రీ రన్ చేయలేకపోతున్నాం మాకు దీనికి ఇస్తారా అని అడగచ్చు గవర్నమెంట్ని అసలు గవర్నమెంటే ఇక్కడ లేదు ఇచ్చింది గవర్నమెంట్ ఎలాగ మార్టేజ్ చేస్తారు ఎక్కడ ఉందా దేశంలో చట్టం ఉందా జగన్మోహన్ రెడ్డి చెప్పు నిన్నగా మీ డాక్ మీ రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్స్ ఏమి బేక్ పేపర్గా మీ మధురవాడలో ఎవరైతే మీ రామోజీ ఫిలిమ్స్ అధినేత ఉన్నాడో ఈ సురేష్ బాబు చేసిన రిజిస్ట్రేషన్గా రామారాయుడు కొడుకు సురేష్ బాబు కదా పేరు వినండి sir Daggubati Suresh Babu son of Suresh production private limited represented by film film manager face to greater Hyderabad అని అడ్రస్ సంతకం విట్నెస్లు ఎవరు ఈ నాగేశ్వరరావు మద్రిపాలెం పివి రామరాజు మధురవాడ వీళ్ళు విట్నెస్లు నిన్న జరిగిన పౌరపాఠానికి ఎవరి పేరున మున్సిపల్ కమిషన్కి ఇందులో ఎవరు దీని ఎవరు బాధ్యులు ఈ ఎల్పి తప్ప రెండో నెల ఎవడు రాజబాబు ఈ లేఅవుట్ ఎలా వచ్చింది ఎప్పుడు ఇచ్చింది లేఅవుట్ మరి ఎల్పి ఎప్పుడు అయిందంటే సంతకాలు లేకుండా ఎందుకు వచ్చింది సబ్మిట్ చేశాడు రిజిస్టార్స్లో చెప్పండి మధురు ఆయన సబ్మిట్ చేసిందండి ఇది సారీ మధురవాడ రిజిస్టార్స్కో లేఅవుట్ సబ్మిట్ చేశాడు ఎవరో సురేష్ బాబు అండ్ మార్టైజర్ రాజుబాబు తో దాంట్లో ఏవో చిన్న చిన్న సంతకాలు ఇప్పుడు సంతకాలు ఉన్నాయి ఎవరు ఈ సంతకాలు రాజుబాబుయా సురేష్ ప్రభువా సురేష్ సారీ సురేష్ బాబువా మీరు చెప్పండి సమాజానికి నేను డాక్యుమెంట్స్ ఇస్తున్నాను మరి అప్పుడే మీరు నేను చెప్పినంత జీవో ప్రకారానికి రెండో నెలలోనే మీరు ఫైనల్ లేఅవుట్ ఇస్తే ఎందుకు నిన్న మార్టేజ్ రాస్తున్నారు మార్టేజ్ లేకుండా ఎలా ఇచ్చావు ఫైనల్ లేఅవుట్ ఈ జియో తప్ప మీరు ఇచ్చిన అగ్రిమెంట్లో మీరు ఇచ్చినటువంటి ఫార్టేజ్ రీచ్ రీచ్ డాక్యుమెంట్లో అయితే అరెస్ట్ చేయండి సురేష్ బాబుని బాగా లేదా రాజభవన్ అరెస్ట్ చేయండి మీకు కృష్ణా జిల్లా కలెక్టర్ వేసావే ఎందుకు వేసావు కృష్ణా జిల్లా కలర్గా ఓ పక్క ఇక్కడ స్కామ్ ఉంది ఇక్కడేమో ఇరుక్కున్నాడు పది ఫైల్స్ గాబరాగా పెట్టాడు పేపర్లు రాస్తున్నాయి జీఎంస్లో డిస్కషన్ అవుతుంది ఏమిటండి ప్రభుత్వాలు బలవంతంగా మేము చెప్పాం కదా రామాయణ స్టూడియో లాక్కుంటున్నాడు కొన్ని పేపర్లు రాస్తే పేరు దాన్ని మీకు కౌంటర్ ఇచ్చారు తెలుగుదేశం వాళ్ళకి కొన్ని ఎల్లో పేపర్లు ఏ పే ఏ పేపర్ మీ బ్లూ పేపరా మీ దిక్కుమల సాక్షి రాయిదా ఇది చెప్పాయా మిస్టర్ చైర్మన్ గారు భారత గారు కళ్ళు లేవా మీ సాక్షి పేపర్కి రాయడి చేత కదా ఏంటి రూల్స్ ఏమిటి రెగ్యులేషన్స్ ఏమిటి పద్ధతి ఏమిటి రెండు ఎక్కడ విశాఖపట్నం మొత్తం మీద కైలాసగిరి ఉంది తట్ల కొండ ఉంది బావి కొండ ఉంది ఏ కొండ మీద సింహాచలం కొండ మీద ఎప్పుడైనా లేఅవుట్లు ఇప్పుడే లేనండి ఎప్పుడైనా బిల్డింగ్ పెట్టారండి ఎవరైనా ఇది ఐటీ ప్రమోషన్ తప్ప గవర్నమెంట్ తప్ప మరి లేవట్ ఏమిటి సార్ ఇది ఒక పెద్ద స్కాము డెఫినెట్గా మేము కోర్టులో తెలుగుదేశం పార్టీ పరంగా మేము లాయర్ని అపాయింట్ చేస్తున్నాం ఈ మార్టేజ్ అయినది ఇప్పుడు రిజిస్ట్రేషన్ ఎప్పుడు లేఅవుట్ ఇచ్చింది ఎప్పుడు ఒక government government film development corporation ఇస్తే మున్సిపల్ కమిషనర్కి ఎలా మాట ఇచ్చారు చెప్పండి ఇప్పుడు ఓడా అంటే డెవలప్ చేస్తుంటారు ల్యాండ్లో సైట్లు అనుకోవచ్చు మేము లోపాయి గారు రాసుకున్నాం డెవలప్ చేయడం మేము తీసుకున్నాం అని రేపు ఓడా చెప్పొచ్చు కమిషన్కి ఆ బాధ్యత లేదే మిస్టర్ రాజబాబుకు కమిషనర్ మున్సిపల్ కార్పొరేషన్ ఎలా మార్చేసి ఒప్పుకున్నాడు ఎలాగ ప్రొసీడింగ్స్ ఇచ్చాడు ఫలానా నెంబర్ ప్రొసీడింగ్ నెంబర్ ప్రకారంగా ఇది ఒక పెద్ద స్కామ్ జగన్మోహన్ రెడ్డిలో స్కామ్లో ఇది ఒక స్కామ్ ఇది రాజుబాబు దగ్గుపాటి సురేష్ బాబు కాడు నా లెక్క ప్రకారంగా బెదిరించి కొట్టేలా రాజకీయంలో ఉంటారు జగన్మోహన్ రెడ్డి సురేష్ బాబు సురేష్ బాబు చేత అది నాకు అనుమానమే జగన్మోహన్ రెడ్డి మంత్రులు కానీ జగన్మోహన్ రెడ్డి మంత్రులు కానీ నువ్వు ఇస్తావా చేస్తావా నా కొడక అని చెప్పి రాయించుకున్నారా నిన్ను గాబర గాబరాగా లేకపోతే ఆయన కూడా ఇందులో కుమ్మక్కైనాడా మీ ఆయన ఫేర్ చేయట్లేదు ఆయన కుమ్మక్కంటే ఆయన బాధ్యులే ఇలాంటి బాగా కాగితాలు బాగా డాక్యుమెంట్స్ డాక్యుమెంట్ పోతున్న బిడ్డ అమ్మేస్తే మోసపోతే ఇలాంటి మార్టేజ్ ఏమిటి మార్టేజ్లు ఏమిటి కండిషను ఇందులో కండిషన్ లేవు ఓన్లీ మార్టేజ్ టైం లేవట్ ఇచ్చారు పోనీ మార్టేజ్ తీసుకున్నాం తర్వాత మీద గవర్నమెంట్ ఆలోచిస్తాను అనుకోవడానికి ఆల్రెడీ లేవట్ మీరే ఇచ్చారు దీంట్లోనే ఇవేమో బిల్డింగ్ కడుతున్నాం ఇవేమో నెంబర్ ఇచ్చారు మీరు ఫ్లాట్లకి site for buildings site for planning అని ఇచ్చారు కొన్ని తగ్గతులు మళ్ళీ చూడండి ఫ్లాట్ నెంబర్ కూడా ఇక్కడ ఫ్లాట్ పిచ్చి కూడా ఇవ్వలే అది రకరకాల నెంబర్ రాసి వదిలేశారు ఇక్కడ చూడండి ఇగో చాలా చిన్న అక్షరాలు ఇవ్వండి నాకు కొద్దిగా ప్రాబ్లం అనేది మీకు మీకు ఇస్తాను మీకు చదవండి అమ్మా చూడండి ఎంత గౌరవం విశాఖపట్నం మీద ఎలాగ దిగిపోతున్నాను ఆరు మాసాల్లో పోతున్నాను ఉన్నప్పుడే చక్కదిద్దుకుందా అని బెదిరించి బయటపెట్టి అన్నీ బెదిరించే కదా మీకు తెలుసు కదా ఐక్యలేవని బెదిరించలేదా అది ఎవడో కంప్లైంట్ చేయలేదా అదే రకంగా ర్యాడ్సన్ని మరి వన్ బెదిరించలేదా చెప్పండి ఎన్సీసీని బెదిరించలేదా ఎన్సీని బెదిరించి మీరు కొట్లు మూలలు మీ మంత్రి తమ్ముడికి ఇవ్వలేదా అలాగే ఆ రేడియంట్ చెప్పాం కదా అప్పుడు ఎవరవుతున్నాం పశ్చిమ బెంగాల్ ఆయన్ని ఆయన బెదిరించి మీ వ్యాపార రెడ్డికి ఇవ్వలేదా చెప్పాయి జగన్మోహన్ రెడ్డి గారు గొప్ప పేదవాడు కదా నువ్వు భారతదేశంలో గొప్ప పేదవాడు ఎవరంటే జగన్మోహన్ రెడ్డి అని చెప్పాడు పేపర్లో ఇలాంటి దొంగ వ్యాపారాలు దొంగ వ్యాపారాలు చేసే ముఖ్యమంత్రి అయి నిజాయితీ ఉన్న వాళ్ళ మీద ఏమో సిఏ సిబి సిఐడి పంపిస్తావు నిజాయితీ సంస్థలు ఏమో కొలాప్స్ చేస్తావు మరి వెనక నిన్న చెప్పాను మార్గదర్శి మీద మరి ఏంటంటే ఎన్ని ఎన్ని డాక్యుమెంట్స్ ఇస్తున్నాను సమాధానం చెప్పండి ఇప్పుడు మీరు తప్పించిపోవడం కాదు ఈ జిల్లాలో మంత్రులు ఉన్నారు పెట్టుకుంటారు వాళ్ళు ఏం చెప్పరు అయితే సజ్జలు రామకృష్ణుడు చెప్పాలా లేకపోతే జగన్మోహన్ చెప్పాలా మీ పిట్ల మీ ఈ ఏమంటారు కదా బఫూన్లో చెప్పే మాట మేము నమ్మం it's document municipal minister ఎవరో పాప ఆయన ఎక్కడ ఉన్నా ఆయనకే తెలుదాం ఫీల్డ్ డెవలప్మెంట్ మంత్రి ఎవరో రోజా అనుకుంటాను రోజు డ్యాన్స్ వేస్తుంటుంది ఆవిడ అమ్మ ఈ డ్యాన్స్ చెప్పమ్మా జబర్దస్తి డ్యాన్సా లేకపోతే ఇంకోటి ఏదో ఉందా ఆ డ్యాన్సా ఇది